యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ వారమే కరోనా సోకింది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడట మెగాస్టార్ చిరంజీవి ఈ వారం పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అయింది ఇక ఈ వారమే icon star Allu Arjun corona నుంచి కోలుకున్నాడు పుష్ప టూ కి యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ ఈ వారం రెండు రకాలుగా వార్తల్లోకి ఎక్కాడు మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన లూసిఫర్ రీమేక్ మీదే ఈ వారం గుసగుసలొచ్చాయి ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ మోహన్ రాజా తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది అయితే అలాంటిదేం లేదని కథ కూడా లీక్ అయిందన్న ఇచ్చింది film team Bollywood star Salman Khan Radhe movie ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయింది ఫస్ట్ డే నలభై రెండు లక్షల మంది పేపర్ వ్యూ పద్ధతిలో టికెట్కి రెండు వందల యాభై పే చేసే చూశారట ఫస్ట్ డేనే వంద కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరిగింది super star Rajinikanth corona second డోస్ని ఈ వారమే తీసుకున్నాడు అన్నతయ్య షూటింగ్ పూర్తి చేసి చెన్నై వెళ్లిన రజని అక్కడ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నాడు మళ్ళీ ముప్పై రోజుల తర్వాత అన్నతయ్య డబ్బింగ్ పనులతో బిజీ అవుతాడట రజనీ ఇక నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ కొత్త సీజన్ జూలైలో ప్లాన్ చేశారు అయితే సెకండ్ వేవ్తో పాటు లాక్డౌన్ ఎఫెక్ట్తో ఈ షోని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఈ వారం వార్తలు వచ్చాయి సెప్టెంబర్కి బిగ్ బాస్ ఐదో సీజన్ని వాయిదా వేసిందట show team Kangana Ranaut Twitter తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా బ్యాన్ ఎదుర్కోబోతుందంటూ ఈ వారం ప్రచారం జరిగింది ఇన్స్టాలో తను పెట్టిన పోస్ట్ డిలీట్ అవడంతో అలా ఈ వారం కంగనా అకౌంట్ మీద గుసగుసలు వచ్చాయి తమిళ స్టార్ సూర్య మూవీ ఆకాశమే నీ ఈ వారం వార్తల్లో నిలిచింది గతంలో ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లబోయి వెనక్కి వచ్చిన ఈ సినిమా షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పనోరమా విభాగంలో చోటు దక్కించుకుందట ఇక ఐఎండి రేటింగ్ లో ఇండియా నంబర్ వన్ గా వరల్డ్ వైడ్ గా మూడో సినిమాగా నిలిచి ఈ వారం టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారింది సూర్య సినిమా రష్మిక మందన తమిళ వరుడునే పెళ్లి చేసుకుంటానంటూ ఈ వారమంతా వార్తల్లో నిలిచింది తమిళ సంప్రదాయాలు వంటలంటే ఇష్టమని ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనేది తన కోరిక అనటం తమిళ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటూ ఈ వీక్ షోకేసింది రష్మిక చైతన్య కూడా తన లైఫ్ పార్ట్నర్ సమంత దారిలోనే నడవబోతున్నాడట థ్యాంక్ యూ మూవీ తర్వాత తను ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడని ఏవీ కిక్ ఇచ్చే ప్రచారం జరిగింది అమీర్ ఖాన్ మూవీ లాల్ చడ్డా కోసం పదిహేను రోజులు కేటాయించిన చెయ్యి ఆ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ మేకింగ్ లోనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ చేస్తాడట కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ఒక్కో టెక్నీషియన్ ముందుకొస్తున్నారు సోను సూద్ లానే చాలా మంది తారలు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు ఈ వారం డైరెక్టర్ ఆర్ మురుగదాస్ కోవిడ్ బాధితుల సహాయార్థం తమిళనాడు సీఎం కి ఇరవై ఐదు లక్షల చెక్ ని అందించాడు స్టార్ హీరో అజిత్ కూడా పాతిక లక్షలు డొనేట్ చేశాడు తమిళ సాంగ్ ఎంజాయ్ ఎంజామి ఈ వారం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది రెండు నెలలు రెండు వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని సెన్సేషన్గా మారింది శ్రీలంకలో తమిళులు పడ్డ కష్టాల నేపథ్యంలో రాసిన పాట యూట్యూబ్లో తూటాలా దూసుకుపోతోంది கொடி அங்கதமே ஒட்டார ஒட்டார சந்தனமே முல்ல மலர் கொடி முத்தாரமே எங்கூரு எங்கூரு குத்தாளமே துருக்க பையமா வெத்தல மட்டையம்மா சுமந்த கையம்மா மத்தல மொட்டையம்மா தாயம்மா தாயம்மா என்ன பண்ண மாயம்மா பள்ளியம்மா வேறாண்டி தங்கதிய கூறாண்டி கண்ண